ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గురువారం ఉదయం ఎనిమిది ముప్పై గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు కొద్దిసేపటికి మంటలు అదుపులోకి వచ్చాయి బ్యాంకులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ ఇతర సామాగ్రి ధ్వంసమైంది అయితే డబ్బులు పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది